అకాల వర్షాలు వచ్చి ఈ రోజు వరకు ప్రభుత్వం మాకు నష్టపరిహారం ప్రకటించింది లేదండి వాళ్ళ నష్టపరిహారం ప్రకటించే వరకు మేము చేలు పోయకూడదు ఏందో మాకు అర్థం కావట్లేదండి అసలు చేలు పోసేస్తే మోడీ చూసి నష్టపరిహారం అన్నది ఎవరన్నారు మీరు పాత్ర అయిపోయినాయి కాబట్టి మేము నష్టపరిహారం ఇవ్వని చెప్తారు